శ్రేష్టమైనటువంటి నిబంధన నాలుగవది శ్రేష్టమైనటువంటి సేవకత్వము ఐదవది శ్రేష్టమైనటువంటి బలి ఆరవది శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము ఏడవది శ్రేష్టమైనటువంటి దేశం ఇద్దరు ముగ్గురికి తప్ప ఇంకెవరికి గుర్తు లేదని అనుకుంటున్నాను ఎనిమిదవదిగా ఆఖరిగా ఇంకో శ్రేష్టమైనటువంటి విషయాన్ని గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు గడిచిన వారమే చెప్దాం అనుకున్నాను సమయం కుదరక చెప్పలేదు శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు ముప్పై ఐదో వచనంలో ఏమంటాడంటే అక్కడ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా ఏం చేశారు పొందారు అయితే కొందరైతే మరి శ్రేష్టమైనటువంటి పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడారి అని గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ స్త్రీలు వారి విశ్వాసమును బట్టి ఏం చేశారంట వారు మృతులైనటువంటి తమ వారిని పునరుద్ధానం వలన పొందిరి ఎవరినైనా మీరు చెప్పగలరా పాత నిబంధనలో కానీ సువార్తల్లో కానీ మరియా వార్తలు ఎవరిని పొందుకున్నారు వారి విశ్వాసం వలన చనిపోయినటువంటి లాజరు తిరిగి పునరుద్ధరణుడైనట్టుగా మనం చూడగలుగుతాం పాత నిబంధనలో ఎలిషా పరిచర్య ద్వారా ఎలియా పరిచర్యల ద్వారా చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేచినట్లుగా అంటే వారి జీవితంలో పునరుద్ధానము సంభవించినట్లుగా మనం చాలా శారీరకమైనటువంటి పునరుద్ధానం జరిగినట్లుగా మనం గమనించగలుగుతాం ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ గ్రంథకర్త ఏమంటాడంటే స్త్రీలు కొంతమంది వారి తమ విశ్వాసమును బట్టి ఏం చేశారు వారి వారి వారి జీవితంలో చనిపోయినటువంటి వారు లేకపోతే వారి కుటుంబంలో తమ వారు ఎవరైతే మృత మృతులయ్యారో ఎవరైతే చనిపోయారో వారి విశ్వాసాన్ని బట్టి ఏం చేశారంటే ఆ దినాల్లో తిరిగి ఏం చేశారు పునరుద్ధానమును బట్టి తిరిగి మరలా పొందుకు పొందుకున్నారు అయితే అది అలా ఉంటూ ఉండగా మనకున్నటువంటి పునరుద్ధానము అది శ్రేష్టమైనది ఎందుకు అయ్యింది అని గ్రంథకర్త మాట్లాడుతూ కొందరైతే శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము కొరకు ఏం చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఆ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానంలో నీకు ప్రవేశించడానికి ఎదురు చూస్తున్నారు అది ఆ పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళ మీద పెట్టబడినటువంటి యాతన కానివ్వండి వాళ్ళ మీద వేయబడినటువంటి నేరాలు కానివ్వండి వాళ్ళ మీద ఉన్నటువంటి శ్రమలు కానివ్వండి అన్నిటినీ ఏం చేస్తున్నారంటే ఓపికతో సహిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది హలలుయ అక్కడ ఏమంటున్నాడంటే వాడు వాళ్ళు వాళ్ళు ఏం చేయలేదంటే ఒకవేళ ఈ యాతనలో నుండి విడుదల పొందితే మాకు ఆ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము దొరకదేమో ఒకవేళ ఈ శ్రమల్లో నుండి మేము విడుదల పొందితే ఆ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం మాకు దొరకదేమో అని చెప్పి ఆ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం పొందుకోవడానికి వీళ్ళు ఈ శ్రమలలో నుండి వెళ్ళడానికి వాళ్ళు తామును తాము సమర్పించుకున్నట్లుగా వారు ఓపికతో వాళ్ళు సహనముతో వాళ్ళ ఆ బాధలకి వారి జీవితము సమర్పించుకున్నట్లుగా మనము నేర్చుకోగలుగుతాం ఎందుకని ఆ ప్రస్తావన అక్కడ తీసుకొస్తున్నాడంటే ఈ గ్రంథము ప్రారంభంలో నేను మీకు జ్ఞాపకం చేశాను ఈ హెబ్రి పత్రిక రాయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే హెబ్రియులు అంటే ఇంకో మాట చెప్పాలంటే క్రైస్తవులుగా మార్చబడినటువంటి ఇస్రాయేలీలు లేకపోతే యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చల్లా చెదురైపోయారు ఆనాడు రోమియోల ద్వారా కానీ అలాగే యథార్థమైనటువంటి యూదులుగా వారి ద్వారా కానీ అనేకమైనటువంటి హింసలు పొంది అనేకమైనటువంటి యాతనలు పెట్టబడి అనేకమైన అనేక మంది హతమార్చబడినటువంటి పరిస్థితుల్లో అనేక మంది హెబ్రియులు ఏం చేయబడ్డారంటే విశ్వాసులు చెల్లా చెదరైపోయినటువంటి సందర్భంలో గ్రంథకర్త రాయడం ప్రారంభించాడు అప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి అంటాడు మీరు మీరు ఎందుకని అలా యాతన పెట్టబడుతున్నప్పటికీ కూడా సహిస్తున్నారు ఎందుకని మీరు బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా సహించవలసి వస్తుంది ఎందుకని మీకు శ్రమలున్నా కూడా మీరు అందులో నుండి ఎందుకు మాకు ఈ శ్రమలు ఎందుకు మాకు ఈ విశ్వాసం అని వదులుకోకుండా సహనముతో అందులోనే కొనసాగుతూ ఉన్నారంటే మనకు ఒక శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము దేవుడు ఉంచి ఉన్నాడు అందునిమిత్తమే ఈ శ్రమల గుండా మేము వెళ్ళడానికి మేము ఓపికతో మేము ఇష్టపడుతున్నామని వాళ్ళు చెప్తున్నాడు గ్రంథకర్త చెప్తున్నాడు చూసినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలలుయ పాత నిబంధనలు వాళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళు వారి విశ్వాసమును బట్టి ఒకవేళ చనిపోయిన వారు తిరిగి లాగొచ్చు కానీ దానికంటే ఈ పునరుద్ధానము శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం అని గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం ఎందుకు ఆ పునరుద్ధానం శ్రేష్టమైనదిగా పిలువబడుతుంది ఎందుకు నా గ్రంథకర్త ఆ పునరుద్ధానమును శ్రేష్టముగా పిలువబడుతుందంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ పునరుద్ధానం యొక్క శ్రేష్టత ఏంటో కొన్ని విషయాలు మీ ముందు నుంచి నేను త్వర త్వరగా కూర్చోవాలని ఆశపడుతున్నాను అయితే ప్రాముఖ్యంగా మొదటి కొరింది పత్రికలో మనం చూడగలిగినట్లయితే తీయొద్దు అది ఆఖరిలో తీద్దాం పదిహేనవ అధ్యాయంలో మనం చూసుకుంటూ వస్తే ఈ ఈ పునరుద్ధానము జరగడానికి ఒక క్రమం అనేది ఉంది ఈ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం అందులో మొదటిగా పునరుద్ధానుడైనటువంటి వాడు ఎవడు అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పదిహేనవ అధ్యాయంలో ఆ విషయాలు మరలా నేను మీకు అది జ్ఞాపకం చేస్తాను అయితే యేసుప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు తర్వాత పాత నిబంధన భక్తులు పునరుద్ధానులు అవుతారు తర్వాత సంఘము పునరుద్ధానం అవుతుంది తర్వాత మహాశ్రమల కాలఘట్టం అయిన తర్వాత మహాశ్రమల కాలఘట్టంలో వాళ్ళు శ్రమలు అనుభవించి అప్పుడు దేవుని వైపుకు తిరిగేటువంటి యూదులు ఉంటారు వాళ్ళు ఆ టైంలో పునరుద్ధానులు అవుతారు ఇది క్రమము ఇది ఒక వరుస క్రమం అనమాట సో అయితే ఈ పునరుద్ధానము యేసుక్రీస్తు ప్రారంభపు ప్రారంభముగా పునరుద్ధానుడయ్యాడంటే ఆయన జ్యేష్ఠ కుమారుడిగా ఆయనే మొదట పునరుద్ధానుడయ్యానంటే ఆయన వరుస క్రమంలో మనమంతా కూడా ఏం చేయబడతామంటే మృతి నుండి మనము కూడా తిరిగి లేచి పునరుద్ధానము అవుతామని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అయితే ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం అనుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే అది ఎందుకని గ్రంథకర్త శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం అంటున్నాడంటే కేవలం అది ఏసు క్రీస్తులో ఉన్నటువంటి పునరుద్ధానము గనుక ఆ పునరుద్ధానం ఏమైందంటే శ్రేష్టమైనదిగా పిలువబడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే కొన్ని విషయాలు మీ ముందు నుంచి నేను త్వర త్వరగా కూర్చోవాలని ఆశపడుతున్నాను రోమపత్రిక నాలుగో అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇరవై ఐదవ వచనం ఒకసారి చదువుదాం రోమపత్రిక ఐదవ అధ్యా నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను క్రీస్తు యొక్క పునరుద్ధానం కొన్నటువంటి ప్రత్యేకతలు మీ ఉంచుతున్నాను ఏంటి క్రీస్తు పునరుద్ధానుడవడం వల్ల జరిగేటువంటి ప్రత్యేకతలు ఏంటి క్రీస్తు పునరుద్ధానుడవడం వల్ల ఉండేటువంటి ఆ భాగ్యము ఏంటి అని అనంటే మొట్టమొదటిగా ఆయన లేపబడడం ద్వారా మనకేం కలిగిందంట నీతి లభించింది ఆయన లేపబడడం ద్వారా ఆయన పునరుద్ధానుడవడం ద్వారా మనం ఏం చేయబడ్డాము నీతిమంతులముగా తీర్చబడ్డాం అయితే విశ్వాసం వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము కదా అని అంటే అవును విశ్వాసం వల్లనే దేని పట్ల ఉన్నటువంటి విశ్వాసం అంటే క్రీస్తు చనిపోయాడు అనేటువంటి విశ్వాసం కాదు క్రీస్తు మృతుడయ్యాడు అనేటువంటి విశ్వాసం కాదు లేకపోతే మన కొరకు క్రీస్తు సిలువలో బలి అయ్యాడు అనేటువంటి విశ్వాసం మాత్రమే కాదు దానికి మించినటువంటి విశ్వాసం ఏంటంటే ఆయన మృతుడైనప్పటికీ కూడా ఆయన మూడవ దినమున మన కొరకు తిరిగి లేచాడు అనేటువంటి విశ్వాసమే మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగా తీర్చుతుంది అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగరుగా దేవునికి స్తోత్రం చెప్పగలమా హలలుయ మనల్ని అందుకే పైన ఏమంటాడంటే మన అపరాధముల నిమిత్తము ఆయన ఏం చేశాడు అప్పగింపబడ్డాడు ఆయన ఎందుకు అప్పగింపబడ్డాడు అంటే మన పాపాల నిమిత్తము అయితే మన పాపాల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు అయితే మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ఆయన ఏం చేయబడాలి పునరుద్ధానుడు అవ్వాలి ఆయన లేపబడాలి అందుకనే ఆ గ్రంథకర్త ఏమంటాడంటే ఆయన లేపబడడం వల్ల ఆయన పునరుద్ధానుడు అవ్వటం వల్ల ఆ పునరుద్ధానాన్ని విశ్వసించడం వల్ల మనం ఏం చేయబడుతున్నామంటే నీతిమంతులముగా తీర్చబడుతున్నాం కేవలము ఆయన సిలువలో బలి అయి ఇంకనూ సమాధిలోనే ఉంటే అప్పుడు లేకపోతే ఆ విశ్వాసం వలన ఉపయోగము లేదు మన విశ్వాసం ఎందుకు ఒక శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకు మన విశ్వాసం శ్రేష్టమైనదిగా ఉంటుంది అని అంటే మనం ఏమి విశ్వసిస్తున్నామంటే ఆయన సిలువలో బలి అవ్వడం మాత్రమే కాదు ఆయన మరణించడం మాత్రమే కాదు ఆయన మరణించి తిరిగి లేచిన ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలలుయ తిరిగి లేచిన వాడు మన కొరకు ఈరోజు కూడా సజీవంగా పరలోకంలో జీవించి ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ అందుకనే ఆయన పునరుద్ధానము క్రీస్తు యొక్క పునరుద్ధానము ఎలాంటిదంటే శ్రేష్టమైనది బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ్యా ఆయన లేపబడిన కనుక మనం ఏం చేయబడ్డాము నీతిమంతులముగా తీర్చబడ్డాం అదే రామపత్రికలో ఆరవ అధ్యాయంలోనికి వచ్చేసరికి రెండవదిగా ఏమంటాడంటే ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆయన పునరుద్ధానము ద్వారా ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఏమంటాడంటే మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల నుండి లేచిన క్రీస్తు మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము నమ్ముచున్నాము దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం హాలలుయా రెండవదిగా అక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే రోమా పత్రికలో అపోస్తుడు పౌలు ఆయన క్రీస్తుతో కూడా మనము క్రీస్తుతో కూడా చనిపోయిన మృతుల్లో నుండి లేచిన క్రీస్తును ఇకను చనిపోడనియు మరణము నుండి ఇకను ఆయనకి ఏం లేదట ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా మనం కూడా ఏం చేస్తున్నాం జీవించుచున్నామని అపోస్తుడని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలని అంటే ఆయన ఏం చేశాడంటే ఆయన తిరిగి లేవడం ద్వారా ఏం దొరికింది అంటే ఏం లభించిందంటే ఆయన మరణాన్ని జయించిన వాడుగా మనకి దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది హలలుయ మరణం మరణము ఆయన మీద ప్రభుత్వం చేయదు కానీ ఆయనే మరణం మీద ప్రభుత్వం చేసేవాడుగా మనకి దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది హలలుయ అందుకే పౌలు రాస్తే ఏమంటాడంటే ఓ మరణం పాతాళమాన్ని ముళ్ళెక్కడ ఓ పాతాళమాన్ని విజయం ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉన్నాడు పాతాళానికి మరణానికి యేసుక్రీస్తు మీద ఏ ప్రభుత్వము ఏ అధికారము లేనట్లుగా ఏ శక్తి లేనట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది హలలుయ అప్పటి వరకు ఆయన పునరుద్ధానుడు అవుట వరకు ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి చనిపోయే సమాధుల్లోనే ఉంటూ ఉండగా ప్రతి మనిషి మరణానికి లోనయ్యాడు ప్రతి మనిషి మరణం అనేటువంటి ప్రభుత్వం కింద మరణించి ఉండవలసి వచ్చింది కానీ యేసుక్రీస్తు ఆయన తిరిగి లెగడం ద్వారా ఏమి సాధించాడంటే మరణం మీద అధికారం సంపాదించినటువంటి వానికి మనకి దేవుని వాక్యం మనకి కనిపిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం మరణాన్ని తిరిగి జయించిన వానిగా దేవుని వాక్యం మన పట్ల మనకి నేర్పిస్తూ ఉంది హలలుయ క్రీస్తు యొక్క పునరుద్ధానం ఎందుకు శ్రేష్టమైనటువంటి పునరుద్ధానముగా మార్చబడింది అంటే ఒకటి ఆ పునరుద్ధానాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నారు రెండవదిగా ఆ పునరుద్ధానం వలన ఏం జరిగిందంటే మరణం మీద ఆయన అలాగే ఆయనను విశ్వసించేవారు జయాన్ని పొందుకుంటారు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది తర్వాత మనం ఆలోచన చేయగలిగినట్లయితే తర్వాత మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో మనం వచ్చేసరికి మొదటి నుండి నాలుగు వరకు ఉన్నటువంటి వచ్చినాలు నేను మీకు ప్రకటించినటువంటి సువార్తను మీకు తెలియపరుచున్నాను నేను మీకు తెలియపరుచున్నాను మీరు దాన్ని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతును ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడలా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందరు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదలు మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనుల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను మూడవ దినమున ఆయన చేయబడెను లేపబడెను లేపబడెను కనబడేను ఆయన కేఫాకును తర్వాత గురికి కనబడేను అటు పెమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడేను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు చాలు చాలు అక్కడికి ఆగుదాం ఆ పదిహేనవ అధ్యాయం అంతా కూడా మృత మృతుల నుండి పునరుద్ధా పునరుద్ధానం గురించి కొన్ని విషయాల్లో ఆ అధ్యాయము పదిహేనవ అధ్యాయం మనకు నేర్పిస్తుంది తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడైనా మీరు చదువుకోగలిగినట్లయితే చదవండి అయితే ప్రారంభంలో పౌలు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఏమని రాయడం ప్రారంభించాడంటే నేను మీకు చేసినటువంటి ఉపదేశము లేకపోతే నేను చేసినటువంటి సువార్త దాన్ని ఆ సువార్త యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను రెండు ఆయన సమాధి చేయబడను మూడవది ప్రాముఖ్యమైనది ఏమిటనంటే ఆయన లేఖనముల ప్రకారం ఏం చేయబడను ఆయన లేపబడెను అని పౌలు రాస్తున్నాడు ఇది నేను చేసేటువంటి సువార్త ఇది ఇది నా సువార్త ప్రాముఖ్యత ప్రాముఖ్యం అవడానికి గల కారణం ఏంటంటే నా సువార్త విలువైనదిగా మారడానికి గల కారణం ఏంటంటే ఆయన ఏం చేశాడంటే మూడవదిగా ఆయన లేపబడెను ఆయన లేపబడడం వలననే ఈ సువార్తకి విలువ ఏర్పడింది ఒకవేళ ఆయన మృతుల్లో నుండి లేపబడకపోతే ఆయన పాపాల నుండి చనిపోయి సమాధిలోనే ఉన్నాడు ఇంకా లేపబడలేదు అని అంటే ఇన్ని సంవత్సరాలు చేసిన నుండి ఈ సువార్తకు అర్థం లేదు ఇన్ని సంవత్సరాలు లేకపోతే పోలదే అంటున్నాడు ఆయన లేపబడకపోతే నేను చేసే సువార్తకి అర్థం అది వ్యర్థమైనదని జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తుడు పౌలు హలలుయ ఈ పగటి వేళ దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే ఈరోజు సువార్త విలువైనదిగా మారడానికి గల కారణం ఏంటంటే ఏసుక్రీస్తు మన కొరకు పునరుద్ధానుడై లేచిన లేచి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ప్రకటించే సువార్త ఏమైందంటే విలువైనదిగా మారినట్లుగా దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పగలుగుతామా హలలుయ మొదటిగా ఆయన పునరుద్ధానం ఎందుకు శ్రేష్టమైనదిగా మారింది అని అంటే మొదటిగా ఆ పునరుద్ధానం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం రెండవదిగా ఆ పునరుద్ధానం వలన మరణాన్ని పాతాళాన్ని మనం జయించి ఉన్నాం మూడవదిగా ఆ పునరుద్ధానం వల్ల మనం సువార్తను ఏం చేయగలుగుతున్నాం ప్రకటించగలుగుతున్నాం లేకపోతే ఈ సువార్త ప్రకటన అనేది పూర్తిగా వ్యర్థమైనది అని అపోసరుడు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు మరలా రోమాపత్రికలోనికి మనం రాగలిగినట్లయితే మొదటి అధ్యాయం నాలుగో విషయంలో పౌలు ఏమంటాడంటే నేను త్వర త్వరగా వెళ్ళాలి మొదటి అధ్యాయము నాలుగో వచనంలో ఏమంటాడంటే రెండు నుంచి చదవకొచ్చండి దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు ఆ దేవుడు తన కుమారుడును మన ప్రభువునైనా యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను తర్వాత యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో ఏం చేయబడును నిరూపింపబడిన బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ ఒక మాట మాత్రం మీ ముందు ఉంచుతున్నాను ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడైనందున అపోస్తులైన పౌలు ఏమి రాస్తున్నాడంటే పరిశుద్ధమంటున్న ఆత్మను బట్టి ఏమి నిరూపించబడుతుందంటే ఆయన ఎవరని నిరూపించబడుతుంది ఆయన దేవుని కుమారుడని నిరూపించబడుతుందని అపోసుడు పౌలు దేవుని వాక్యంలో మనకి నేర్పిస్తున్నాడు బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హాలల్లుయ్య ఆయన పునరుద్ధానం ఎందుకు శ్రేష్టమైనదిగా మార్చబడింది ఎందుకు ఆయన పునరుద్ధానం వల్ల ఏమి నిరూపింపబడుతుందంటే ఒకటి మనం నీతిమంతలంగా తెరచబడుతున్నాం రెండవది మరణం మీద పాతల మీద ఆయన జయాన్ని పొందుకుని ఉన్నాడు మన జయాన్ని పొందుకుంటున్నాం మూడవదిగా ఆయన పునరుద్ధానం వల్ల ఈ సువార్త ప్రకటనకి విలువ ఏర్పడుతుంది రెండవది నాలుగవది ఆయన పునరుద్ధానం వల్ల ఏం జరిగిందంటే ఆయన దేవుని కుమారుడని ఏం చేయబడింది నిరూపింపబడినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం హలలుయ అందుకనే ఆయన ఆరోహణమైనప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని కుడి పార్శ్వమునకు వెళ్ళి అక్కడ ఆరోహణమై అక్కడ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ అనేక విషయాలు ఉన్నాయి నేను త్వర త్వరగా ముగించేస్తున్నాను అపోస్తుల కార్యంలోనికి రాగలిగినట్లయితే రెండవ అధ్యాయం ముప్పై మూడవ విషయంలో ఆయన పునరుద్ధానం వలన ఆయన తిరిగి లెగడం వల్ల మృతుల్లో పాపంలో నుండి తిరిగి లగడం వల్ల ఏమి జరుగుతుంది అని అంటే ఆయన దేవుని కుడి స్పార్శమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానమును తండ్రి వలన పొంది దీనిని నాడు చాలా అక్కడ కాగుదాం తర్వాత ఐదవదిగా ఏ జ్ఞాపకం చేస్తుందంటే దేవుని వాక్యము ఆయన ఆ తండ్రి యొక్క కుడి పార్శ్వమునకు హెచ్చింపబడడం వల్ల తండ్రి యొక్క కుడి పార్శ్వమునకు ఆయన తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడు అవడం వల్ల మనకి ఏమనుగ్రహించబడిందంటే అనుగ్రహించబడిందంటే పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం నిద్రపోతున్న వారు బిగరగా దేవునికి స్తోత్రం చెప్పగలరా హలో నిద్రపోతానికైతే అయితే ఇంటికాడ కూర్చొని నిద్రపోండి ఇక్కడ రావద్దు ఆయన పునరుద్ధానుడవడం వల్ల ఏమి జరుగుతుందనంటే మనకేమి అనుగ్రహించబడింది పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మనకు అనుగ్రహించబడిందని దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పగలరు హలలుయ మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుని ఆ ఆదరణ కర్త గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అది ఆ వాగ్దానం మనం ఎలా పొందుకున్నామంటే కేవలం ఏసుక్రీస్తు ఏం చేయబడడం ద్వారా అంటే తిరిగి లెగడం ద్వారా ఆయన పునరుద్ధానం అవడం ద్వారా ఆయన పునరుద్ధానుడై ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమునకి వెళ్ళి మనకేం చేశాడంటే ఆ ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మనకేం చేశాడు వాగ్దానం చేశాడు ఆయన మన కొరకు పరిశుద్ధాత్మను పంపించినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హాలలుయ్య తరతరగా నేను వెళ్తున్నాను మొదటి పేతృపత్రికలోనికి మనం రాగలిగినట్లయితే మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడినటువంటి ఒక నిరీక్షణ మనకు కలుగునట్లు ఆ సాక్ష్యాలు ఇక్కడ తర్వాత ఏమంటూ ఉన్నాడంటే దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడు అవడం వలన ఆయన లేచినటం వలన మనకేం లభించిందంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు లభించింది విగ్రహ దేవునికి స్తోత్రం చెప్పగలమా ఈ రోజున ఎందుకు మనం ఆయన సన్నిధిలో ఆయన పేరట ఆయన నామం ఉన్న ప్రతి ఆదివారం కూడుకుంటున్నాం ఎందుకని ఆయన నామంలో ఆయన సన్నిధిలో మనం కూడుకుంటున్నామంటే మనకొక్కటే నిరీక్షణ ఒకనొక రోజున మనల్ని ఆయన తీసుకెళ్తాడు ఆయన మృతుడై ఎలా జీవం పొందుకున్నాడో మనం కూడా ఒకవేళ చనిపోయిన తిరిగి ఆయనతో కూడా బ్రతుకుతామనేటువంటి నిరీక్షణ ఆ జీవముతో కూడినటువంటి నిరీక్షణ దేవుడు మన హృదయంలో ఉంచాడు కాబట్టి ఈ రోజులో మనం ఇలా కూడుకుంటున్నాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చేయగలుగుదా మహాలలుయ ఈరోజు ఎందుకని ఈ ప్రార్థన కూడికలు ఈరోజు ఎందుకని ఆరాధన ఈరోజు ఎందుకని ఒక మందిరముగా మనం కూడుకొని ఈ దేవుని సన్నిధిలో ఇలా గడుపుతున్నామంటే మనకొక్కటే నిరీక్షణ మా ఆయన పునరుద్ధానుడే ఎలా తిరిగి లేచాడో మనం కూడా చనిపోయినప్పుడు ఆయన వల్ల ఏం చేస్తామంటే తిరిగి లేచి ఆయనతో పాటు మనం ఏం చేస్తామంటే బ్రతుకుతాము ఆయనతో పాటు జీవిస్తాము ఆ జీవము కలిగినటువంటి నిరీక్షణ దేవుడు మనలో ఉంచి ఉన్నాడని దేవుని లేఖనాలు మనకి ఉన్నాయి హలలుయ ఆయన పునరుద్ధానుడు అవ్వడం వల్ల మాత్రమే మనకు ఒక నిరీక్షణ ఆయన పునరుద్ధానుడు అవ్వకపోతే ఆయన ఆయన ఒకవేళ మృతుల్లో నుండి లేవకపోతే మనం ఈ కూడుకోవటము వ్యర్థమే స్వార్థ పని చేయడము వ్యర్థమే అని పౌలు చెప్తున్నట్లు ఈ విధంగా సహవాసం కూడుకోవడం కూడా వ్యర్థమైపోతుంది అయితే ఇది ఎందుకు ఈ సహవాసానికి విలువ ఏర్పడింది ఈ విధంగా మనం కూడుకోవటానికి ఈ సంఘానికి ఎందుకు ప్రాముఖ్యత ఏర్పడింది అని అంటే కేవలం ఆయన పునరుద్ధానుడు అవడం ద్వారా మాత్రమే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదాం అట్టి నిరీక్షణ గలవారముగా ప్రతి ఒక్కరు మనము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఆఖరిగా అపోస్తల కార్యంలోనికి మరలా వచ్చినట్లయితే పదిహేడవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాలు ఆ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతుల్లో నుండి ఆయనను లేపినందున మృతులలో నుండి ఆయనను లేపినందున నమ్ముటకు అందరికి ఆధారము కలగ దీనిని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసి ఆధారము కలుగజేసి ఉన్నాడు ఆయన మృతులలో నుండి లేపబడినందున ఆయన పునరుద్ధానుడైనందున మనము నమ్మడానికి ఒక ఆధారాన్ని కలుగజేశాడు ఏమి నమ్మడానికి అని అంటే పైన ఏమంటున్నాడంటే సర్వ నీతిని అనుసరించి సర్వ భూలోకానికి ఏమి రాబోతుంది తీర్పు రాబోతుంది అని లేకపోతే ఒక న్యాయ విధి జరగబోతుందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ న్యాయ విధి ఆ తీర్పు జరుగుతుంది అనేక మంది అందులో పెద్ద అదేం పెద్ద నిజమేం కాదు వాస్తవం కాదు అలాంటి తీర్పు ఏం జరగదు ప్రకటన గ్రంథంలో ముఖ్యంగా మనం చూసేటువంటి మహాశ్రమల కాలఘట్టంలో యుగాంతంలో జరగబోయేటువంటి విషయాలు ఇవేం జరగవని కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది అవిశ్వాసం కలిగి ఉంటూ ఉంటారు అయితే ఇక్కడ ఎంత ఎందుకని మనం దాన్ని నమ్మాలి అని అంటే దేవుడు పునరుద్ధానుడై ఉన్నాడు అని మనం నమ్మినట్లయితే యేసుక్రీస్తు మృతుల్లో నుండి చనిపోయి ఆయన తిరిగి లేచాడు అని మనం నమ్ముతూ ఉన్నప్పుడు ఆ అది దేనికి ఆధారం ఇస్తుందంటే యుగాంతంలో కూడా ఏం జరగబోతుందంటే ఒక తీర్పు జరగబోతుంది ఆయన తిరిగి లేచాడు అని అంటే ఆయన తిరిగి రాబోతున్నాడు అని కూడా అర్థం ఇస్తుంది ఆయన వచ్చినప్పుడు ఏం జరగబోతుందంటే న్యాయ విమర్శన దినము అనేటువంటి ఒక దినాన్ని ఆయన నిర్ణయించి ఉంచాడు అనే వాక్య భాగం నేర్పిస్తుంది ఆ దినమున ఆయన ఏం చేస్తాడంట సర్వ భూలోకానికి తీర్పు తీరుస్తాను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు హలలుయ ఈ మృత్ ఈ మృతుల్లో నుండి ఆయన తిరిగి లెగడం ద్వారా ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యాడు అని చెప్పుకోవడం ద్వారా ఆఖరిగా మనకి మనం ఆ ఆ పునరుద్ధానం వల్ల మనకు నేర్చుకునేది మనం తెలుసుకోగలిగేటువంటి ఒక ఆధారం ఏంటంటే యుగాంతంలో ఏం జరగబోతుందంటే తీర్పు జరగబోతుంది ఇప్పుడు మనం ఓవరాల్గా ఆలోచన చేయగలిగినట్లయితే ఆయన పునరుద్ధానడం వల్ల మొదటిగా ఏం జరుగుతుంది మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం రెండవదిగా ఏం జరుగుతుంది మా మనము మరణాన్ని పాతాలాన్ని జయించిన వారముగా మార్చబడతాం మూడవదిగా ఆయన పునరుద్ధానం వలన ఏం లభిస్తుంది సువార్త ప్రకటనకు విలువ ఏర్పడింది సువార్త ప్రకటానికి ఆస్కారం ఏర్పడింది ఆయన పునరుద్ధానం వలన మాత్రమే తర్వాత ఏమంటాడంటే ఆయన పునరుద్ధానం వల్ల ఆయనే దేవుని కుమారుడు అని నమ్మడానికి విశ్వసించడానికి ఒక ఆస్కారం ఏర్పడింది ఐదవదిగా ఏమంటాడంటే ఆయన అవడం వల్ల పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక ఆదరణకర్తని ఒక సంచకురుని మనకి అనుగ్రహించి ఉన్నాడు ఒక వాగ్దానాన్ని మనకు చేసి ఉన్నాడు అది మనం విశ్వసించి పొందుకోవడానికి ఒక ఆస్కారం ఆధారం ఏర్పడుతుంది తర్వాత ఏమంటాడంటే జీవముతో కూడినటువంటి ఒక నిరీక్షణ మనకి ఏర్పడింది ఎందుకు ఆయన పునరుద్ధానుడయ్యాడు గనక మనకు ఒక నిరీక్షణ ఉంది ఏమిటి అనంటే ఆయన ఏ విధంగా పునరుద్ధానుడయ్యాడో మనం కూడా అదే విధంగా పునరుద్ధానులమై ఆయనతో కూడా సదాకాలం జీవిస్తామనేటువంటి ఒక నిరీక్షణ అదే జీవము కలిగినటువంటి నిరీక్షణ మనకు ఏర్పడుతుంది ఆఖరిగా ఏమంటాడంటే ఆయన పునరుద్ధానుడవడం వల్ల ఆయన తిరిగి లేవడం వల్ల ఏం లభిస్తుందంటే ఈ లోకంలో జరగబో తీర్చబడేటువంటి న్యాయ తీర్పు ఒకటి ఉందని ఒక న్యాయ తీర్పు దినమును దేవుడు నిర్ణయించాడు ఆధారాన్ని మనము పొందుకుంటున్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పగలమా అందుకనే ఆయన పునరుద్ధానము ఎలాంటి పునరుద్ధానం అని అంటే శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం అందరం బిగ్గరగా ఒకసారి చెప్పగలరా శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము హలలుయ ఆయన మొదటిగా పునరుద్ధానుడయ్యాడు ఆయన ఆయన పునరుద్ధానంలో ఇన్ని ప్రత్యేకతలు మనం గమనించగలుగుతాం దేవుని వాక్యపు ఆధారములో దేవుని వాక్యపు లోతుల్లో నుండి ఆలోచించినప్పుడు ఇన్ని ఆధారాలు ఇన్ని ప్రత్యేకతలు ఆయన పునరుద్ధానం వలన మనము చూడగలుగుతాం అయితే దేవుని వాక్యం మనకి నేర్పించేది ఏంటంటే ఆయన ఎలా పునరుద్ధానుడయ్యాడో ఆయనని విశ్వసించేవారు కూడా అలాగే ఏం చేయబడతారు ఒకనొక దినమున లేపబడతారు వద్దాము మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలోనికి ఇప్పుడు పదిహేనవ అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఉన్నటువంటి విషయాలు త్వర త్వరగా ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రథమ ఫలముగా ఎవరు క్రీస్తు మృతులలో నుండి ఏం చేయబడ్డాడు లేపబడి లేపబడి ఉన్నాడు మనిషిని ద్వారా మరణము వచ్చింది గనుక మనిషి ద్వారా మరణము వచ్చింది గనుక మనిషిని ద్వారానే మనిషి ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగేను మృతుల పునరుద్ధానము కూడా కలిగింది ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు క్రీస్తునందు అందరూ ఏం చేయబడతారు బ్రతికింపబడతారు వారు ప్రతివాడును ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడను తన తన వరుసలోనే బ్రతికింపబడతారు ప్రథమ ఫలము క్రీస్తు ప్రథమ ఫలం ఎవరంటే క్రీస్తు క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడ ఆయన వారంతా కూడా ఏం చేయబడతారు బ్రతికింపబడతారు ఇంకో మాటలో తిరిగి పునరుద్ధానులు అవుతారు అని దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది ఈ మాటలు మనకి ఏం నేర్పిస్తుంది అంటే పునరుద్ధానంలో ప్రథమ ఫలం ఎవరు యేసుక్రీస్తు పునరుద్ధానంలో మొదట మరణించి తిరిగి లేచినటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు ఆయన ప్రథమ ఫలమైతే ఆయనను విశ్వసించే వారంతా కూడా ఏం చేయబడతారో వారి వారి వరుసలలో బ్రతికింపబడతారు వారి వారి వరుసల్లో వారు ఏం చేయబడతారు పునరుద్ధానులు అవుతారు అని దేవుని వాక్యము మనకు నేర్పిస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం ఎందుకని క్రీస్తులోనే పునరుద్ధానం అంటే ఆదాము అనేటువంటి ఒక్క మనుషుని ద్వారా ఏం చేయవచ్చింది పాపము వస్తే ఒక్క మనుషుని ద్వారానే ఏం కూడా రావాలి జీవము కూడా పునరుద్ధానము కూడా రావాలి ఆ ఒక్క మనుష్యుడు ఎవరని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుందంటే యేసు క్రీస్తు ప్రభువారు అందుకనే ఆయన తనొక సందర్భంలో మాట్లాడితే ఏమంటాడంటే నేనే పునరుద్ధానమును నేనే జీవమునై ఉన్నానంటూ ఉన్నాడు హల్లలుయ ఆయన ద్వారానే ప్రతి ఒక్కరికి జీవము రావాలి ఆయన ద్వారానే ఈ మృతతుల్యమైనటువంటి ఈ స్థితిలో నుంచి పునరుద్ధానము ప్రతి ఒక్కరికి కేవలము ఆయన ద్వారానే రావాలి అని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తున్నాయి అయితే ఆయన విశ్వసించని వారు నమ్మని వారు పునరుద్ధానులు అవరా అంటే పునరుద్ధానులు అవుతారు కానీ ఆయన్ను విశ్వసించే వారికి లభించేటువంటి భాగ్యం ఏమిటి అని అంటే రెండు వచనాలు మీ ముందు నుంచి నేను త్వరగా కూర్చోవాలని ఆశపడుతున్నాను దానియాల గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం ఒకసారి చదువుదాం త్వర త్వరగా గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం క్రీస్తులో పునరుద్ధానంలో అవుతే సమాధుల్లో నిద్రించు అనేకులు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు మేల్కొంటారు అనేకులు పునరుద్ధానం అవుతారు అనేకులు తిరిగి లభిస్తారు అయితే కొందరు కొందరు జీవం అనుభవించటకును నిత్య జీవం పొందడానికి కొందరు నిందల పాలగుటకును కొందరు దేనికేనంటే నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు చాలు ఒక మాట చాలు ఆ మాటలో ఏమంటాడంటే అందరికీ ఏముంది పునరుద్ధానము ఉంది అంటే అందరూ తిరిగి సమాధుల్లో నుండి ఒకనొక రోజు ఏం చేయబడతారు లేపబడతారు అయితే క్రీస్తును విశ్వసించేవారు నీతిమంతులు అయినటువంటి వారు వాళ్ళు పునరుద్ధానం అయితే వారికి ఏం లభిస్తుందంటే నిత్య జీవం లభిస్తుందని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ అయితే ఆయనను విశ్వసించని వారు ఎవరైతే అవినీతి పరులుగా ఉంటారో వారికి ఏం లభిస్తుందంటే నిందల పాలవుతాడు వారికి నిత్య నరకాగ్నిలోనికి నెట్టి వేయబడతారని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది హాలలుయ ఈ రోజున క్రీస్తు పునరుద్ధానము శ్రేష్టమైనది అయితే ఆ క్రీస్తు పునరుద్ధానంలో ఆయన ప్రథమ ప్రథమ ఫలముగా లేపబడినప్పుడు ఆ వరుసలో మనము కూడా ఆయనను విశ్వసించి ఆ వరుస క్రమంలో లేపబడినటువంటి విశ్వాస జీవితము మనలో ఉన్నట్లయితే ఆ వరుస క్రమంలో మనము ఉండగలిగినట్లయితే మన పునరుద్ధానం కూడా శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న విగ్రహ దేవునికి స్తోత్రం చెల్లిదాం ఎందుకు శ్రేష్టమైనదైతే అందరూ లేపబడతారు కానీ క్రీస్తులో ఉన్నవారు ఏం చేయబడతారంటే నిత్య జీవానికి యోగ్యులుగా అర్హులుగా మార్చబడతారని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దా ఎవరైతే నీతిమంతులుగా ఎంచబడతారో క్రీస్తులు ఎవరైతే నీతిమంతులుగా ఎంచబడతారో వాళ్ళు నిత్య జీవానికి యోగ్యులుగా మార్చబడుతున్నారని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది హలలుయ రెండో మాట త్వరగా నేను ముగించేస్తున్నాను లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినప్పుడు ఏమంటాడంటే అండి పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఒక స్వార్థ నీకు లోకాసు వార్త నీతిమంతుల పునరుద్ధానమందు నీతిమంతుల పునరుద్ధానమునందు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను నీవు ఏం పొందుతావు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను నీతిమంతుల పునరుద్ధానం అని అంటే యేసుక్రీస్తును నమ్మినటువంటి నీతిమంతులకు ఎంచబడినటువంటి వారి పునరుద్ధానమునందు వాళ్ళు ఏం పొందుతారట ప్రత్యుపకారము పొందుతారు అపై మాటల్లో చూసినట్లయితే ఈ లోకంలో నువ్వు చేసినటువంటి ఉపకారానికి ఒకవేళ నువ్వు ప్రత్యుపకారాన్ని పొందలేకపోవచ్చు ఈ లోకంలో నువ్వు ఒకవేళ ఫలితాలు నువ్వు పొందలేకపోవచ్చు రిజల్ట్ నువ్వు చూడలేకపోవచ్చు నువ్వు చేసినటువంటి పరిచయకు నువ్వు రిజల్ట్ చూడలేకపోవచ్చు నువ్వు దేవుని పట్ల చేసినటువంటి కార్యమును బట్టి నువ్వు ఒక ఫలితాన్ని నువ్వు ఒక ప్రత్యుపకారాన్ని నువ్వు గమనించలేకపోవచ్చు పొందకపోవచ్చు కానీ దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందంటే ఈ రోజున లేకపోతే ఈ లోకంలో నువ్వు జీవించినప్పుడు ఒకవేళ నువ్వు అటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందకపోయినా ఒక ప్రతిఫలాన్ని దేవుడు ఏం చేశాడు నీ కొరకు దాచి ఉంచాడు ఎవరి కొరకు నీతిమంతులు పునరుద్ధానమునందు వాళ్ళు ఏం చేస్తారు ప్రత్యుపకారాన్ని పొందుకుంటారని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది వారు నిత్య జీవాన్ని పొందుకోవడం మాత్రమే కాదు నిత్య జీవంలోనికి వెళ్ళిన వారు ఏం చేస్తారంటే దేవుని చేత ప్రత్యుపకారాన్ని ప్రతిఫలాలు రివార్డ్స్ పొందుకునేటువంటి వారుగా ఉంటారు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పగలమా అందుకనే క్రీస్తు పునరుద్ధానం ఎలాంటిది అంటే శ్రేష్టమైనది క్రీస్తులో మన పునరుద్ధానం కూడా ఎలాంటిదంటే శ్రేష్టమైనటువంటి పునరుద్ధానమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది నా మాటలు నేను ముగింగేస్తున్నాను హెబ్రి పత్రికలో నుండి అనేక శ్రేష్టమైనటువంటి వస్తువులు యేసుక్రీస్తుని గురించి మనం నేర్చుకున్నాం శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత శ్రేష్టమైనటువంటి నిరీక్షణ శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము శ్రేష్టమైనటువంటి దేశము శ్రేష్టమైనటువంటి నిబంధన శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము శ్రేష్టమైనటువంటి బలి ఎలాగా శ్రేష్టమైనటువంటి వాటిని గురించి కొన్ని విషయాలు మనం హెబ్రి పత్రికల నుండి మనం ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపించారు అనేక వారాలు అయింది హెబ్రి పత్రికల నుండి ఈ విషయాలు మొదలుపెట్టి ఈ రోజుకి నేను ఒక ముగింపు పలుకుతూ ఉన్నాను ఆ హెబ్రి పత్రికల నుండి యేసుక్రీస్తు వారిలో మనకి గమనించేటువంటి శ్రేష్టమైనటువంటిది ఆఖరిగా శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము కొందరైతే స్త్రీలు శారీరకమైనటువంటి వారిని మృతులైనటువంటి వారిని తిరిగి పొందుకొని అందులో తృప్తి పడిపోతూ అంటే గ్రంథకర్త ఏమంటారంటే అలా అలా కాకుండా కొంతమంది ఎలా ఉన్నారంటే శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం కొరకు వాళ్ళకు వచ్చేటువంటి యాతనలు వారు ఖడ్గంతో చంపబడిన వారు హతమార్చబడిన వారు ప్రతికూలతలు ఎదుర్కొన్న వాళ్ళకి అనారోగ్యాలు సంభవించిన వాళ్ళు ఓపికతో సహనంతో ఏసుక్రీస్తు పట్ల ఉన్నటువంటి ఆ పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి చెప్తూ వస్తున్నాడు వారు ఓపికతో విశ్వాసంలో ఎదుగుతూ ఏం చేస్తున్నారంటే శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం కొరకు కనిపెట్టుకొని ఉన్నారని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలమా ఈ రోజున మనకున్నటువంటి నిరీక్షణ కూడా అదే ఉండాలి ఈ లోకంలో మనం జీవించినంతకాలం ఒకవేళ మనకు ప్రతిఫలాలు లేకపోవచ్చు ఒకవేళ ప్రతి ఉపకారాలు మనకి తోటి వారు మనకి చేయలేకపోవచ్చు మనం చేసినటువంటి ఉపకారానికి మనం చేసినటువంటి మేలుకు ఒకవేళ మనుషులు మనకు ఉపకారము ఏమీ చేయలేకపోవచ్చు కానీ ఈ పగటి వేళ మనం ఈ లోకంలో మనం యాతనలు పెట్టుబడిన హతమార్చబడిన చంపబడిన శ్రమలు పెట్టబడిన మనము దేవుని కొరకు విశ్వాసంతో ఓపికతో మనము ఆ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం కొరకు కనిపెట్టే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఆశిస్తూ ఉన్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం నా మాటలు నేను ముగించేస్తున్నాను అందరూ మోకరించగలిగినట్లయితే